భక్తికి ముక్తికి భాష్యం చెప్పిన నాయనార్ల చరిత్రలు ఖచ్చితంగా దర్శించి తీరవలసిన దేవార క్షేత్రాలు సామాన్య మానవుని భక్తికి అనన్య సామాన్యమైన పరమేశ్వరుని దర్శనం శతాబ్దాల క్రితం జరిగిన శివానుగ్రహ విశేషాలు నేటికీ నిలిచిపోయిన ప్రదేశాలు తరిస్తున్న భక్తులు శివానుగ్రహంతో శివైక్యం పొందిన అరవై ముగ్గురు నాయనార్లు దర్శించిన క్షేత్రాలు ప్రతి ఒక్కరూ దర్శించి తరించే మహద్భాగ్యం అరుణాచలగిరికి నాలుగు సార్లు అంగప్రదక్షిణ చేసి రెండు వందల డెబ్భై ఆరు దేవార క్షేత్రాలను దర్శించి అరవై ముగ్గురు నాయనార్ల జీవిత చరిత్రలను పొందుపరిచి శ్రీ శివనిధి శివాలయాలు పేరుతో అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుండి ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం అరుణాచల మాధవి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అందించనున్నారు శ్రీమతి అరుణాచల మాధవి గారు